నమస్కారం అండి మా గ్రామం అడవి మసీద్ అండి ములుగు మండల్ నా నా పేరు హస్నుద్దీన్ అండి మేము సేంద్రియ వ్యవసాయం చేస్తామండి ఎందుకంటే ఇది రసాయనిక వ్యవసాయం మేము మానేసి చాలా సంవత్సరాలు అవుతుంది ఈ సంస్థ తరఫున కొన్ని సలహాలు సూచనలు తీసుకొని మేము సేంద్రియ వ్యవసాయంగా మారినామండి అప్పటి నుంచి మాకు కూడా దిగుబడి లాభసాటింగ్గానే ఉంది కూరగాయలు ఎటువంటి కూరగాయలు పెట్టుకున్నా కానీ మాకు చాలా దిగుబడి కూడా బ్రహ్మాండంగా వస్తుందండి ఎందుకంటే మేము గ్రామంలో కూడా ప్రతి రైతులం కూడా అంత ఐకమత్యంగా ఉండి సేంద్రియ సేంద్రియ వ్యవసాయంగా మారుతున్నాము మేము మేము పండించుకునే ధాన్యం కూడా మేము ఇంట్లో ఇంట్లో కూడా వాడుకుంటామండి బయట కూడా కూడా కొద్దిగా మార్కెటింగ్ చేసుకుంటాము ఈ సంస్థ సంస్థకు మన సురక్ష మార్కెట్ వాళ్ళకు కూడా మేము సరఫరా చేస్తాము చేస్తూ ఉన్నాము ఇప్పుడు కూడా మేము ఒక సంస్థ తరఫున ఏర్పడి ఎటువంటి అభ్యంతరం లేకుండా మేము ఇప్పుడు కెమికల్ మన క్రిమి సంహారక మందులు కూడా వాడకుండా మేము చేతి నుండే తయారు చేసి చెట్ల రస మన చెట్ల ఆకులను తీసుకొచ్చి కూడా ఉడకబెట్టి కషాయంలాగా తయారు చేసి మా పొలంలో వాడుకుంటామండి ఎటువంటి క్రిమి సంహారక మందులు మేము వాడము దానివల్ల కూడా మేము ఆరోగ్యంగానే ఉన్నాము మా పొలం మా ఇంట్లో కూడా మేము అవి వాడుకుంటున్నామండి కొద్దిగా మేము ఈ సురక్ష సహజ వాళ్ళకు కూడా మేము మార్కెటింగ్ చేస్తున్నామండి కొద్దిగా ఎక్కువ తక్కువ వెళ్ళినా కూడా మేము ప్రైవేట్ మార్కెట్ కూడా మార్కెటింగ్ చేసుకుంటామండి ఇటు ఇప్పుడు అవునండి కొద్దిగా అంటే మనం ఇక కొద్దిగా మేము కూడా రైతులం ఐకమత్యంగా ఒక సభగా ఏర్పరచుకొని మన మందుల కోసమే కానీ మన చేతి నుంచి ఏవేవి తయారు చేసుకుంటే మాకు సలహా కావాలని కోరుకుంటున్నామండి మా సహజ తరపున